హలో ఎవ్రీవన్ నా పేరు షణ్ముఖ మీరు చూస్తున్నారు టైక్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కానీ సర్జికల్ నైఫ్ అలాంటి టైప్స్లో ఉన్న నైఫ్స్ ఎవరైనా చూసారా లేక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఈరోజు ఇవాళ చేసి మనము మన వీడియోలో సర్జికల్ నుంచి ఒక క్రూషియల్ నైఫ్ తీసుకొని ఈరోజు నేను అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నా సో లేట్ ఎందుకు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టుగా అయితే మీరే ఫస్ట్ చూడొచ్చు డైరెక్ట్ మన టేబుల్ పైన అనేది వెళ్ళిపోదాం సో దీనైతే మనం ఆల్రెడీ ఓపెన్ అయితే చేసుకున్నాం సో మనం ఇది పక్కన పెట్టేసుకుంటే కవర్ పక్క పెట్టేసుకుందాం ఫస్ట్ దీన్ని చూసుకుంటే ఫుల్ ఆఫ్ అలాయ్ మెటల్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ అయితే మనకు ఒక నైఫ్ అనేది ఇచ్చారు అండ్ అలానే ఇందులో వచ్చేసి మనకు ఫోర్ ఓకే వన్ క్రూషియల్ నైఫ్స్లో నుంచి ఒకటి అని చెప్పా కదా లో ఎండ్ మోడల్లో ఇది ఒక క్రూషియల్ అండ్ అలానే దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలా అంటే దీన్ని ట్విస్ట్ చేసినామంటే నైఫ్ అనేది లూజ్ అవుతుంది మీరు చూసారు కదా మొత్తం అంతా లూజ్ అయిపోయింది సో ఇలా మనము రిమూవ్ అనేది చేసుకోవచ్చు సో ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ వచ్చేసి మనకు అందులో అనేది లాక్ అవుతుంది లాక్ అయితే మనము డైరెక్ట్గా ఏది అనేది డైరెక్ట్ అన్లాక్ అయితే కాదు సో మనము ఎలాంటి వర్క్ చేస్తున్నా కూడా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రెసెంట్ ఇప్పుడు పక్కన పెట్టిన నైఫ్ సో ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఈ నైఫ్ మనము ఇందులోకి అనేది వేద్దాం సో మీరు జాగ్రత్తగా వేయాలి లేదు అంటే డైరెక్ట్ మనకు కుచ్ కోసుకుంటే కట్ అవుతుంది సో డెలికేట్గా ముందర పట్టుకున్నప్పుడు డెలికేట్గా యూస్ చేయాలా సో ఇది లోపలికి అనేది పోవట్లే ట్రై చేద్దాం ఓకే వెళ్ళిపోయింది సో ఓకే దీన్ని పైన పట్టుకొని టైట్ అనేది చేసుకోవాలా అట్లనే ఇది టైట్ అవుతుంది సో ఓకే ఇప్పుడు మనం టైట్ అయితే చేసేసినాం చూస్తున్నారు కదా దీని షార్ప్నెస్ కూడా బాగుంది అండ్ అలానే క్రాస్గా చూసుకుంటే మనకు ఇది వచ్చేసి క్రాఫ్టింగ్ కోసం యాక్చువల్గా నేను తీసుకున్నది అయితే క్రాఫ్టింగ్ కోసం అయితే తీసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ రూపీస్ అనేది పడింది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసినట్టుగా అయితే టెన్ రూపీ వన్ ఫిఫ్టీ రూపీస్కి అనేది దొరకవచ్చు సో అలానే దీని ప్రీషియస్ కటింగ్ మెటీరియల్స్ వచ్చేసి మనకు యాంగిల్స్ కట్టింగ్స్ లేకుంటే ఏదైనా షేప్డ్ కట్టింగ్స్ అండ్ అలానే క్రావింగ్ అండ్ అలానే ఏదైనా కానీ షేప్డ్ మెటీరియల్స్ కానీ కట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది సో నాకు అన్బాక్సింగ్కి ఇది చాలా యూస్ఫుల్ అనేసి నేను తీసుకున్నాను క్రూషియల్ నైఫ్స్లో సర్జరీ నైఫ్లో లో ఎండ్ మోడల్ వచ్చేసి ఇది నైఫ్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇది నైఫ్ బాగుంది అంటే ఇంకోటి మనము ఇలాంటి